Thank you. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఆగస్టు పన్నెండున నిరుద్యోగ భృతి పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజున పథకాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు పనిచేసినటువంటి వెబ్సైటు మళ్ళీ అనివార్య కారణాల వల్ల పనిచేయలేదు అయితే దీని మళ్ళీ ఆగస్టు పదిహేనున ప్రారంభించాలి అని అధికారిక ప్రకటన చేయాలి అని అనుకున్నారు కానీ ఇది కూడా విఫలమయ్యింది దానికి కారణం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగం చేస్తున్న పిఎఫ్ఈఎఫ్ ఖాతాల వివరాలు తెలపాలని కేంద్రాన్ని కోరగా అందులో జాప్యం వల్ల ఇలా జరిగింది ఈ నిరుద్యోగ భృతి పది లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభించవలసి ఉండగా మళ్ళీ వాయిదా పడి అక్టోబర్ రెండవ తారీఖుకి వెళ్ళినటువంటి సంగతి అందరూ కూడా గుర్తించుకోండి ఒకనొక సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తారీఖున యువనేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఒకటిన యువనేస్తం వెబ్సైట్ పనిచేయదు ఫ్రెండ్స్ అక్టోబర్ రెండున అది ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి